ஆட்டாட చూపరా కాస్త జాలి చూపరా ఓ దైవమా ఇది న్యాయమా ప్రతి అమ్మకి ఇది శాపమా ప్రతి అమ్మకి माट अडगना అని వెలివేస్తరా పాలు ఇచ్చి పెంచడమే అమ్మ చేసిన నేరమా వయసు కరిగిపోతుందని అమ్మని వెలివేస్తరా పాలు ఇచ్చి పెంచడమే అమ్మ చేసి চিটিকে కొండపై ఎప్పుడు Jesús. నిజమా ప్రతి అమ్మకి ఇది శాపమా ఓ దైవమా ఇది న్యాయమా ప్రతి అమ్మకి ఇది శాపమా అమ్మ కనిపించే దైవం అమ్మ మనకు జన్మనిచ్చిన దేవత అటువంటి అమ్మ మనసును గాయం చేయడం జరుపుకోలేని పాపం అమ్మ ప్రేమలో దాగి ఉన్న కమ్మనైన మధురం ఏనాటికి తరగలేదు మన ఊపిరి పోసి కని పెంచిన అమ్మని కన్నీరు పెట్టనివ్వకుండా గుండెల్లో గుడికట్టి పూజిస్తే మన జన్మ ధన్యమవుతుంది